ఈ సమయంలో మరి మా తల్లిగారిని కూడా చిన్నగా సన్మానించాలని ఉంది నాన్నగారు పరిచర్యలో ఒక యాభై ఏళ్ళు లోపుగా పరిచర్య చేసిన తర్వాత ఒక సంవత్సరం బలహీనత వచ్చింది తదుపరి సంవత్సరం ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు ఈ సంవత్సరం అమ్మకు స్ట్రోక్ లాగా వచ్చి బలహీనం అయ్యారు మరి గడిచిన అరవై ఏళ్ళుగా అమ్మ ప్రభులో పరిచర్యలో వచ్చారు అరవై ఏళ్ళ నుంచి మా తల్లిదండ్రులు పరిచర్యలో ఉన్నారు ఆ తల్లిని బట్టి మేమంతా ప్రభువుని స్తుతిస్తూ నాన్నగారు ఎక్కువ పరిచర్యలోనే ఉండేవారు మేము చదువుకోవాలని కానీ పోరాడింది అమ్మాయి అమ్మను బట్టి ప్రభువుని స్థుతిస్తున్నాను మా అన్నగారు జోసఫ్ గారు నేను ఫిలిప్ మా మూడు కుటుంబాల తరపు నుండి అమ్మకు వందనాలు తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా Mother's Day all the mothers we thank you for giving us birth specially I thank amma for giving this great opportunity for me to be here మాతో కూడా ఉండడానికి అమ్మను బట్టి ఫిలిప్ చెప్పాడు నాన్న ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు మా నాన్నగారు మాకు కోట్లు ఇవ్వలేదు కానీ కోట్లను మించిన ఇచ్చారని మా తల్లిదండ్రులు ఇద్దరికీ వర్తిస్తుంది అది మా నాన్నగారి కంటే ముందు మా అమ్మగారే ప్రభువుని నమ్ముకున్నారు అమ్మను బట్టి ప్రభువుని స్థుతిస్తూ చిన్నగా షాలు కప్తున్నాం అమ్మా నాన్న తెల్లవారుజామునే లేచి పాట పాడేవాళ్ళు ఇంకా కొన్ని పాటలు పాడేవాళ్ళు ఏదేమైనా దేవుని కృపలో ప్రభు మమ్మల్ని ఇంతవరకు వాడుకుంటున్నందుకు ప్రభువును స్థుతిస్తూ అమ్మను సన్మానిస్తూ ప్రార్థన దైవాని స్తోత్రం పరిశుద్ధుడు ఆ జీవం గల తండ్రి ప్రేమ గల తండ్రి దైవాలు ఇంతవరకు నువ్వు వచ్చినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నావు ప్రభా ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడేవు నాయన గర్వ భవిష్యత్తులో కూడా మమ్మల్ని బిడ్డలు ఇక్కడ కాపాడు మా సంఘాన్ని కాపాడు మా గ్రామాన్ని కాపాడు గ్రామ బిడ్డలను కాపాడు నాయన అయ్యా నాయన నీకు వందనాలు నిన్ను అడుగుతున్నావు ప్రభా నాకు అడుగుడే నీకు ఇస్తాను చుట్టుడే నీకు దొరుకుతానని వాగ్దానం ఇచ్చావు నీ వాగ్దానాలు గొప్పవి నాయన ఎంతవరకు నాయన సహలుగా కాపాడే దేవుడా రక్షించే దేవుడా పోషించే దేవుడా ఆశీర్వదించే మా సేవల ఇంకా కాడ నాయన నూరింతలుగా ఏ ఇంతలుగా ఫలింపు చేసి మా గ్రామాన్ని తాపాడు రక్షించి పోషించి జీవించి ఆశీర్వదించు నూరింతలుగా ఏంతలుగా ఫలింపు చేయవచ్చు ఏ నామను అడుగుతున్నావు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్